మునపర్తిలో ఆక్రమించుకుంటున్న ప్రభుత్వ భూములను వెంటనే రక్షించాలని ఈరోజు అఖిలపక్ష ఐక్యవేది తరఫున ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చాము మేము మేము చాలా రోజులుగా చాలా వినతి పత్రాలు ఇస్తున్నాము ప్రతి వినతి పత్రంలో ఎక్కడెక్కడ ఆక్రమించుకుంటున్నాం ఎక్కడెక్కడ ఏం చేస్తున్నాం సాక్ష్యాలతో సహా ఇస్తున్నాం కానీ ఈ రోజు వరకు వాటిపై చర్యలు తీసుకుంటలేరు ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీస్ కడతామని చెప్తున్న గుట్టల దగ్గర ఉడక మొత్తం రియల్ దారులు మొత్తం అక్కడ ప్రభుత్వ భూమిని ఆక్రమించి మూడెకరా మూడెకరాలు పార్క్ ఏర్పాటు చేసి అది ప్రభుత్వ భూమిని ఏర్పాటు చేసి రిజిస్ట్రేషన్ ఆఫీస్కు కొద్ది పైసలు ఇస్తా అని చెప్పి చేస్తున్న దాన్ని మొత్తం ఆపాలి తర్వాత ఇక్కడ ఉన్న రెండు వందల ఒకటి కానీ మిగతా సర్వే నెంబర్లో ఉన్న ఎనభై ఆరులో కానీ ఇరవై ఎనభై చుట్టుముట్టు ఉన్న ప్రభుత్వ ప్రభుత్వ భూములను దా వెంటనే సర్వే చేసి వాటిని ఆపాలి ఆపిన తర్వాతనే తర్వాత క్లియర్ అయిన తర్వాతనే అందరికీ ఏది రియల్ ఎస్టేట్ వాళ్ళకి లేఅవుట్ ఇవ్వాలని చెప్పి మేము అఖిలపక్ష ఐక్యవేత్తను ఈరోజు కోరుతున్నాము ఈ రోజు నుండి ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని మేము అనుకున్నాము ప్రతి ఒక్కరితోటి మేము వెళ్ళి మునపర్తిలో జరుగుతున్న ప్రతి అక్రమాన్ని అన్నింటినీ ప్రజాభిప్రాయ సేకరణ తీసుకొని మేము వీటన్నిటిని మేము సంబంధిత అధికారులకు ఇచ్చి ఆ తర్వాత అధికారులకు మంత్రులకు అందరికి ఇస్తాము వీళ్ళు ఆపలేకపోతే మేము కోర్టుకు ద్వారా ఈరోజు రాజ్యాంగం కల్పించిన హక్కులతో మేము కోర్టు ద్వారానే మేము సాధించుకుంటామని చెప్తూ అఖిలపక్ష ఐక్యవేద ఈరోజు